ఇది కథ కాదు ఒరే సర్వం ఈ రోజు కొత్త ప్రయోగం ఒకటి చేయాలరా ఎందులో సార్ వాడు జ్యూసుల్లో మనం జ్యూసుల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం వాటినే ఇవాళ చేయబోతున్నా ఎందుకంటే రసమే జీవిత సారం ఈ రెసిపీ ప్రకారం ఒక్కోటి అందిస్తా ఉండు వెయిటర్ సినిమా కథ కావలెను సంగీతభరితమైన teenage love emotional comedy with family drama ladies sentiment action thriller family faction drama police tension with political extension ఇలాంటి సంగీతభరితమైన నవనవలాడే నవరస సమ్మేళనం లాంటి కథకు ఐదు లక్షల బహు ఐదు లక్షల బహుమతి ఇవ్వబడును ఐదు లక్షలా కొత్త రచయితల నుండి మాత్రమే పదిహేను రోజుల్లోగా మీ కథలు మాకు చేరాలి మీ కథలు పంపించాల్సిన చిరునామా పీపీపీ పసుపచ్చ pictures plot number one zero six road number seventy two film Nagar Hyderabad ఆహా ఈ యాడ్ గురించి వెంటనే అంజిగడికి చెప్పాలి <laughs> ఏదో యాడ్ అంటున్నావు అబ్బాయి ఏం లేదండి అంత మామూలే బస్తాడు చింతపండు కొంటే కిలో ఉప్పు ఫ్రీ అని పండగ ఆఫర్ అంతే ఎవడైనా పిండి రుబ్బి వడేస్తాడు వీడు వడ రుబ్బి ఏం చేయబోతున్నాడు ఏంట్రా ఏదో చెప్పాలని ఆత్రంగా వచ్చావు చేపను చూసి మర్చిపోయా ఏం చేస్తున్నావు ఇదే Navras nine in one juice వేస్తే రౌండ్ ఫిగర్ అయ్యేది ఇది తాగేవాడు ఫిగర్ రౌండ్ అవుద్దేమో ఇంకా ఒకటి తక్కువైందిరా లేకపోతే దసరస్ అయ్యిండేది అదిగో ఇప్పుడైంది దాంతోటి అయ్యో అందులో యాడ్ ఉందిరా అసలు అది చూపిద్దామని ఇక్కడ తెచ్చాను ఇన్నాళ్ళకు పెట్టుబడి లేని వ్యాపారం మనకు వచ్చింది అయ్యయ్యో అమ్మయ్యా యాడ్కేం కాలేదు నవరస సమ్మేళనాలతో కథ కావాలంట బహుమానం ఐదు లక్షలు ఐదు లక్షల చిన్నగా చిన్నగా అరిచి ఆంధ్ర అంతా చాటుతావా క్వైట్ గా మన పని మనం చేసుకుంటూ పోవాలి అవును అవలీలగా రాసేస్తాం నీకు తెలుసుగా లాస్ట్ ఇయర్ నా స్వీయ చరిత్ర మొదలెట్టేగా నెక్స్ట్ ఇయర్ నేను కూడా రాస్తున్నాగా అలాంటి మనకి ఈ సినిమా కథలో లెక్క అందుకే పదిహేను రోజుల్లో ఐదు లక్షలు సంపాదిస్తున్నామంటే చూసేవాళ్ళు కన్ను కొట్టొచ్చు మనకి దిష్టి తగలొచ్చు అవును చుట్టుపక్కల ముష్టివేధలు చాలా మంది ఉంటారు అందుకే జాగ్రత్తగా చేద్దాంరా ఇన్నాళ్లకు పెట్టుబడి లేని బిజినెస్ దొరికింది మనకి ఏముందిరా జస్ట్ నవరాశాలని పేపర్ మీద పెడదాం అందుకు పేపర్నే రసం చేసావు కదరా ఆ రసం లేందే కవిత్వం లేదు కావ్యం లేదు నాకప్పుడే ఐడియాలు వచ్చేస్తున్నాయి అయితే రేపే మన దృశ్య కావ్యానికి శ్రీకారం చూడదామా నేడే అగ్రిమెంట్ చేసుకుందామా అగ్రిమెంట్ ఎందుకురా అదే నేను అడుగుతున్నా అగ్రిమెంట్ ఎందుకు నా వాటా ఫిక్స్ చేయడానికి అదేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు నీది ఫిఫ్టీ పర్సెంట్ అది వేరే చెప్పాలా ఫిఫ్టీ పర్సెంటా వెరీ గుడ్ వెంటనే ఒప్పుకున్నారు నా మనసులో మాట చెప్పారు అదే మాట ఇద్దరు పేపర్ మీద పెట్టండి ఇద్దరా అప్పాజీ గారు మీరా మీరెప్పుడు వెలిసారు ఇక్కడ స్టోరీ బిగినింగ్ లోనే మా స్టోరీకి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి కథలు కూడా కమర్షియల్ ట్యాక్స్ ఉంటుందా creative tax plus critical tax critical tax అదేంటి మీరు చెప్పే కథను నేను వింటాను దానికి వివరణలు కోరి సవరణలు చేస్తాను మధ్యలో కూడా ఎందుకో చెప్పేవాడు జడ్జి లేడయా కథలోని పాస అది పరాయి వాడు చెయ్యాలి ఆ బాధ్యత స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయినా ఫిఫ్టీ పర్సెంట్ టూ మచ్ అండి ఫార్టీ పర్సెంట్ మాకు ఖర్చులు పేపర్ ఖర్చులు ఉంటాయి అందుకే మాకే ఎక్కువ షేర్ ఉండాలి సరే మీకు ఇదే మొదటి కథ కాబట్టి ఒప్పుకుంటున్నాను ఈ శుభ సందర్భంలో ఓ మంచి జ్యూస్ కొట్టించండి ఇప్పుడే వస్తున్నాను ఈ కథ ఉందే భలే పట్టు ఎంత ఆశ్చర్యం ఇంత త్వరగా రెడీ చేశారు cinema story come on sir sir sir ఇది పెసరెట్ కాదండి పసున్న సబ్జెక్టు దీనికి స్టోరీ సిట్టింగ్ రూమ్ అని సెపరేట్ గా సెటప్ చేసాం రండి రండి ఇంత త్వరగా కథ రాయడమే కాకుండా సెటప్ కూడా అదిరిపోయినా చేశారు కథ ఏంటండి కథలు రెండు అయితే సాయంత్రం వరకు పడుతుంది గుడ్ గుడ్ రండి రండి ఒకటి కాకపోతే ఒకటైనా జాక్ పాట్ కొడుతుంది రండి ఈ కథలో అండి రెండు ముఖ్యమైన క్యారెక్టర్స్ ఉన్నాయండి బోత్ మేల్స్ కాకపోతే ఓ ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది అది తెరపై కనబడదు అయితే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ <laughs> ఇందులో వాటర్ మెయిన్ ప్రాపర్టీ అడ్డే వర్షమా కాదు కథ నైంటీ పర్సెంట్ నీటి మీదే తేలుతుంది అంటే టైటానిక్ టైపా వినబోయే ముందు వాసనలెందుకు చెప్పు చెప్పు <clears throat> ఒక సరస్సు ఆ, అందులో ఒక మొసలి ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ ఒడ్డున చెట్టు మీద ఒక బ్యాచిలర్ కోతి నివాసం ఉంటుంది కోతి ఆహారం కోసం రోజు ఆ సరస్సు దాటి వెళ్ళాలి మొసలి కోతిని రోజు తన వీప్ మీద కూర్చోపెట్టుకుని అవతల ఒడ్డుకి డ్రాప్ చేస్తూ ఉంటుంది ఆ, ఒకరోజు వైఫ్ మొసలి తన హస్బెండ్ మొసలితో కోతి బ్రెయిన్ టేస్ట్ చేయాలి అన్న తన కోరికని వెలుపుచుతుంది హస్బెండ్ మొసలి సరేనంటుంది ఒకరోజు కోతిని అవతల ఒడ్డుకు డ్రాప్ చేస్తున్న టైంలో సరిగ్గా సరస్సు సెంటర్లో ఆగి తన వైఫ్ కోరికని కోతికి విన్నవించుకుంటుంది అప్పుడు కోతి షాక్ అయి వెంటనే తేరుకుని తెలివిగా మరి మాట ముందే చెప్పలేదే అదెంత పని అక్కడ చెట్టు మీద మర్చిపోయి వచ్చాను పద తీసిస్తాను అంటుంది కట్ చేస్తే మొసలి కోతిని తిరిగి చెట్టు దగ్గరికి తీసుకొస్తుంది అప్పుడు చెంగున కోతి చెట్టెక్కి ఓసి బుర్రలేని మొసలి నా బ్రెయిన్ నా దగ్గరే ఉంటుంది చెట్టు మీద ఎందుకుంటుందని నవ్విందట ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నా మనసులో కూడా అదే ఉంది నాకు మైండ్ రీడింగ్ తెలుసు నీకు స్టోరీ రైటింగ్ రాదని ఈ జంతు శాస్త్రం నేషనల్ జియాగ్రఫిక్ ఛానల్ కూడా తీసుకోడు చెయ్యి ఏమయ్యా నీది కూడా చిలక ఉడత కథేనా లేదు లేదు ఫోక్లేర్ మంచి స్పాన్ ఉంది ఎలాగైనా నీ మీద నాకు నమ్మకం ఉంది అమృతరావు ఫ్యాక్ట్సే సరిగా రావు ఫిక్షన్ ఏం రాస్తాడు నువ్వు చెప్పు అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఆయనకి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు వేటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు ఎండబెట్టారు ఆరు చేపలండి ఒకటి ఎండలేదు గుడ్ గెస్ రాజుగారు వచ్చి చేప చేప ఎందుకు ఎండలేదు అన్నాడు డైరెక్ట్ క్వశ్చన్ గడ్డివాం అడ్డొచ్చింది అంది గడ్డివామేమో ఆవు మెయ్యలేదు అంది ఆవేమో పాలేరు నాకు గడ్డి వెయ్యలేదు అంది పాలేరు అవ నాకు బువెట్టలేదు అన్నాడు అవ్వేమో ఏడ్చాడు అంది చంటాడు నన్ను చీమ కుట్టింది అన్నాడు చీమ నా బంగారు పుట్టలో ఏలిడితే నేను కుట్టనా అంది వాట్ ఏ సర్ప్రైజ్ నా మనసులో ఉన్నది మీ నాలుగు మించొచ్చింది హౌ డిడ్ యూ మేనేజ్ మేనేజా మజ్జిగ పులుసా మీ పుట్టలో వేలటడం నాది బుద్ధి తక్కువ ఏం బాగలేవా ఎందుకు బాగలేవు నిక్కర్లేసుకునే టైంలో అమ్మమ్మ ఒళ్ళోనో తాతయ్య పక్కలోనో పడుకుని వింటే చాలా బాగుంటాయి ఒకటో తరగతి పుస్తకంలో కథలు మళ్ళీ నెవరేసి అవే సినిమా కథలు అంటారా వెరైటీగా ఉంటాయనే కదా అప్పాజీ గారు వెరైటీ కాదు వెర్రీ హైట్స్కు పోయినట్టుంది నాకు తెలిసిన ఒక ప్రొఫెషనల్ రైటర్ ఉన్నాడు ఆయన పేరు విహెచ్ఎస్ కథలరావు విసిడి టెక్ ఏంటి కథలు రావా వచ్చు వందకు పైగా సినిమాల కథలు అందించాడు చాలా మంచి సలహాలు ఇస్తాడు అందుకోండి ఒరే అమృతం మనకి సైషన్స్ అవసరం ఉంటావా చాలా అవసరం నేను కూడా అంతకంటే అవసరం మళ్ళీ మీరెందుకు లేకపోతే మీరు నర్సరీ కథలు పంపుతారు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు నా పైస రాదు అందుకే నేను కలగ చేసుకుని మరీ హెల్ప్ చేసేది మీరేమో నాకిచ్చే కమిషన్ గురించి తెగ ఫీల్ అయ్యారు ఓకే ఆ రైటర్ కోచ్ ఎప్పుడు వస్తాడు నేను వెళితే సినిమా కదంటే అదొక mixture east west north south Nizam ceded అన్నీ కలిపితే సినిమా కథ ఇందులో చూచినవి తోచినవి అన్నీ వెయ్యాలి ఏంటి దోచినవా సేమ్ థింగ్ వెరసి నవరసాలు చిలికిస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ టెంపో మాత్రం మెయింటైన్ చేయాలి టెంపో బాగుంటుంది తప్పకుండా ఏంటయ్యా ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఏం చేస్తున్నారు మీరు చెప్పింది కరెక్టే గురుగారు టెంపోలో కూర్చుంటే కథ బాగా సాగుతుంది కదా రాసేస్తున్నారా కమామిష లేకుండా కమామిష అదే అసలు విషయం హోంవర్క్ చేస్తే వస్తుంది హోంవర్క్ ఎక్కడ చేయాలి గురుగారు లైబ్రరీలో అంటే British library central library video library Hollywood Bollywood Tollywood Sandalwood రోజువుడ్ చెప్పేది విను అన్ని సినిమాలు చూడాలి అన్ని సీన్లు యాక్షన్ వైజ్ ఎమోషనల్ వైజ్ విడగొట్టి వివరంగా రాసుకోవాలి రాసుకోవడం ఎందుకు గురుగారు ఏదైనా రాసుకుంటేనే మనసొంతం అవుతుంది రాసేసి దాచేసుకోవాలి ఇప్పుడు హోంవర్క్ కూడా ఈ టెంపోలోనే చేయాలా గురుగారు అబ్బా మధ్యలో ఈ టెంపో ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీరే కదండి చెప్పారు టెంపో మెయింటైన్ చేయాలని నేను కథలో టెంపో ఉండాలన్నాను టెంపోలో కథ ఉండాలని లేదు కథలో టెంపో ఉండాలా అలా అంటే మీరు టెంపో ఆత్మకథ రాసి తెచ్చారు కనుక అయ్యయ్యో పది రోజులు అనవసరంగా బుక్ చేసామే టెంపోని <laughs> వేస్ట్ ఏముందయ్యా వేల కొద్ది వీడియోలు చూడాలి కదా ఇందులో మోస్ తెచ్చుకోండి కనిపించిన వల్ల నోట్ చేసుకోమంటున్నాడు మన కథకి ఇవన్నీ ఎలా పనికొస్తాయి ఇన్నాళ్ల యజ్ఞం ఇవాళతో ముగిసిందిరా సో కథ రాయాలంటే ఇంత రీసెర్చ్ చేయాలని నాకు ఇప్పుడు అర్థమైంది ఎలా వచ్చిందంటావు నా వరకు నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ రా మనం మనం కాదు ఆ అప్పాజీ సాటిస్ఫై అవ్వాలి ఆ, ఏమిటా ఎక్కడ వరకు వచ్చింది కథ అసలు మొదలెట్టారా లేదా మొదలెట్టడు అయిపోయింది అయిపోయిందా మీరు కూర్చుంది దాని మీదే వారి మీ బండబడ కొండలా ఎంత ఉందేమిటి సినిమా కథ రాయమంటే డైలీ సీరియల్ గాని రాశారా ఇది పక్కా సినిమాకేనండి సినిమాకా ఎంతుంటే పది ఇంటర్వెల్స్ ఇచ్చినా సరిపోదు డైలీ ఫోర్ షోస్ కాదు కదా ఫోర్ డేస్కి ఒక షో వేయాలి మొత్తాన్ని గుదించి నూట యాభై పేజీలకు కత్తిరించండి ఏమిటో ఇది బలివడానికి అన్నట్టుగా కథగా చెప్తున్నారు ఏదో మా తృప్తి కోసం సినిమాటిక్ గా ఉండాలని రండి రండి ఆ, రండి రండి సార్ సార్ ఇప్పుడు మీరు వినబోతున్న story highly matured story sir ఇదొక mass rich class romantic comedy emotional action love horror tragic thrilling stunning family sentiment story ఆ మాత్రం మిక్స్ అయిపోతే సినిమా ప్రేక్షకులకు ఎక్క సార్ మొదలెట్టండి అది అర్ధరాత్రి అమావాస్య హోరున వర్షం ఒక పెంకుటింట్లో చిన్న గది లోపల ఒక ఆమెకి ఇరవై ఐదు ముప్పై మధ్యలో వయసు ఉంటుంది ఇదేమిటో ఇప్పుడుదా బాగానే ఉన్నాడుగా తగ్గుతూ ఉంటుంది మామూలు దగ్గైతే వర్షం హోర్లో కలిసిపోయి ఉండేది కానీ ఆ దగ్గు మహమ్మారి ఆమె ప్రాణాల్ని పిండేసేలా ఉంది అందుకే ఆ వర్షం సౌండ్ కంటే దగ్గు రీ సౌండే ఎక్కువగా ఉంది డాక్టర్ చెక్ చేస్తూనే ఉన్నాడు దూరంగా ఒక ఐదేళ్ల కుర్రాడు బిత్తర చూపులు చూస్తూ నిల్చున్నాడు డాక్టర్ మందులు చీటీ రాసి ఆ బాబుకిచ్చాడు ఈ మందులు చాలా అర్జెంటు వెంటనే తీసుకురావాలని డాక్టర్ అంటాడు పిల్లాడు ఒక్కసారి బయట హోరు గాలిని చోరు వానని చూసి డాక్టర్ మొహం వంక చూస్తాడు డాక్టర్ తప్పదు తీసుకురావాల్సిందే అన్నంత కఠినంగా చూస్తాడు పిల్లాడు ప్రిస్క్రిప్షన్ తీసుకుని బయటకు పరుగు తీస్తాడు అలా వర్షంలో తడుస్తూ రోడ్డు మీద పరిగెడుతూనే ఉంటాడు పిచ్చివాడి మాదిరి అన్ని రోడ్లు పరిగెడుతూనే ఉంటాడు ఒక్క షాపు కూడా తెరిచి ఉండదు పరిగెత్తి పరిగెత్తి అలసటగా ఫోర్ రోడ్డు జంక్షన్ లో నిలబడతాడు ఇక్కడే ఇక్కడే అద్భుతమైన మలుపు రోడ్ టర్నింగ్ కాదండి సబ్జెక్ట్ బర్నింగ్ దూరంగా ఒక మెడికల్ షాప్ వాడు షట్టర్ దించుతుండడం కుర్రాడి కంటపడుతుంది ఓపికంతా కూడగట్టుకుని పరిగెడతాడు అటు షట్టర్ పడిపోతుంది ఇటు కుర్రాడు పరిగెడుతూ ఉంటాడు అటు షట్టర్ ఇటు పరుగు అటు షట్టర్ ఇటు పరుగు అటు షట్టర్ ఇటు పరుగు అటు షట్టర్ ఇటు పరుగు అటు షట్టర్ ఇటు పరుగు ఎంతకీ చేరుకున్నాడా లేదా ఇదే ఇదే ఉత్కంఠ ప్రేక్షకులకి పిల్లాడు చేరడాలని చెప్పుకోండి చేరుకుంటాడు సార్ లేకపోతే మలిపే ఉంది మొత్తానికి ఆ షట్టర్ క్లోజ్ చేయకముందే కుర్రాడు అక్కడికి చేరుకున్నాడు ఆ షాపు వాడు అర్థం కానట్టు కుర్రాడి వైపు చూశాడు అలుపుతో నోట మాట రాకుండా అలా చూస్తున్న కుర్రాడి చేతిలో తడిసి ముద్దైన పేపర్ను చూశాడు కుర్రాడు అది చూపించి ఆ మందులు కావాలన్నాడు ఆ షాపువాడు జాలిగా బాబు వంక చూసి షట్టర్ తీస్తాడు మందులన్నీ తీసి ప్యాక్ చేస్తాడు కుర్రవాడు అవి తీసుకుని వెళ్ళబోతుంటే షాపు వాడు డబ్బులు అడుగుతాడు లేవండి అని చెప్తాడు కుర్రాడు ఏం తమాషాగా ఉందా మూసిన షాపుని తెరిపించిన చాలక డబ్బులు లేవు అంటావా మందులు అక్కడ పెట్టి వెళ్ళు అని దబాయిస్తాడు అదిగో అక్కడే ఉంది మరో మలుపు అక్కడ కుర్రాడు ఆవేశంగా మందులు ప్యాకెట్ లాక్కొని పరుగులంగించుకుంటాడు ఆ షాపు వాడు దొంగ దొంగ అని కేకలేశాడు అంతే కలకలం మొదలవుతుంది రోడ్ల మీద ఎవ్వరూ లేకపోయినా ఏదో అంతా గందరగోళం జరిగినట్టు వాతావరణం గంభీరంగా మారిపోతుంది దొంగ దొంగ అనే అరుపులు విని పక్కనే బీడీలు తాగుతున్న ఇద్దరు కానిస్టేబుల్స్ విజిల్ సూత్తూ పరిగెడతా కుర్రాడు పరిగెత్తి పరిగెత్తి ఇంటికి చేరుకుంటాడు అంత అలుపులోను గుమ్మానికి అడ్డంగా నిలబడి రాక్షసంగా చూస్తున్న వ్యక్తిని చూసి కుర్రాడు భయపడతాడు అతనెవరూ కాదు ఇంటి ఓనరు కోపంగా బాబుని కొర్ర కొర్ర మింగేసేలా చూస్తూ ఉంటాడు ఎరా ఆరు నెలల నుంచి అద్దె కట్టడానికి నా పైసా సెల్లర్ లేదు గాని మందులు కొనడానికి ఎక్కడి నుంచి వచ్చారా డబ్బులు అని అతను అంటుండగానే వెనక నుంచి పోలీసు విజిల్స్ వినిపిస్తాయి అది విని ఆ విల్లన్ ఓనరు ఓహో దొంగతనం చేసి తీసుకొచ్చావా పద ఆ పోలీసులకి నేను పట్టిస్తా అని జబ్బ పట్టుకుంటాడు వీడు సామాన్యుడు కాదు కదా ఆ విలన్ చేయి కొరికి పరిగెడతాడు అలా పరిగెడుతూనే ఉంటాడు వెనకాల పోలీసు విజిల్స్ వినబడుతూనే ఉంటాయి పరిగెత్తి పరిగెత్తి ఒక పిల్ల కాలువ దగ్గర చేరుకుంటాడు అక్కడ ఒక తెప్ప తెడ్డు ఉంటాయి ఆ తెప్పలోకెళ్ళి తెడ్డు వేస్తాడు అలా ముందుకు సాగిపోతోంది పోలీస్ విజిల్స్ మెల్లగా దూరం అయిపోతాయి అలా కాలంలో వెళుతూ వెళుతూ చీకట్లో కలిసిపోయాడు అప్పుడు టైటిల్స్ మొదలు ఏమిటి ఇప్పుడు టైటిల్సా అవును టైటిల్స్ అయ్యి డైరెక్టర్ కార్డు పడేసరికి సింగపూర్ చేరుకుంటాడు సింగపూరా చెప్పలో ఆ! అంబులెన్స్ అంబులెన్స్ అయితే ఎటు మనం తెచ్చిన టెంపో ఉంది కదా అందులో పంపిద్దాం అలాగే అప్పాజీ గారు మన బిగినింగ్ టైటిల్స్ పూర్తి అవ్వకుండానే ఈయన ఎండి టైటిల్స్ పడ్డాయా ఏంటి తీసి ఇది కథ కాదు